Hello everyone welcome to achievers academy friends ఈరోజు మనం అక్టోబర్ కరెంట్ అఫేర్స్లో డిఫెన్స్కి సంబంధించినటువంటి అన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ని కంప్లీట్ చేద్దాం ఈ సెగ్రిగేషన్ అనేది యూపీఎస్సికి అనుకూలంగా ఉండేటట్టుగా మనం చేస్తున్నాం but this you can also include some parts of defence in science and technology కొన్ని పార్ట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కొన్ని పార్ట్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు So be careful and complete each and every class what we provide. So first current affair ఏంటి అంటే అండి డిఫెన్స్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కొత్త బ్రాంచ్ని స్టార్ట్ చేయబోతున్నారు with in their segment that they are gonna start a new weapon system branch recently అండి అక్టోబర్ ఎయిత్ రోజున మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేని జరుపుకుంటాం ఏంటండి అక్టోబర్ ఎయిత్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని జరుపుకున్నాం అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫామ్ అయి నేటికి తొంభై సంవత్సరాలు కావస్తుందండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో వరల్డ్ వార్ టూ టైంలో రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ బ్రిటిష్కి సపోర్ట్గా ఉండేందుకు గాను మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఫామ్ అయిందండి ఎప్పుడు ఫామ్ అయింది nineteen thirty two world war two టైంలో సో ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్ కోసం మనకి ఒక కొత్త బ్రాంచ్ అవసరమైంది ఆ బ్రాంచ్ పేరే weapons branch in Indian air force new weapons branch of Indian air force అయితే ఈ సంవత్సరం మనం సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే యొక్క థీమ్ ఏంటో కూడా తెలుసుకోవాలి ఈ సంవత్సరం జరుపుకున్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే యొక్క థీమ్ ఏంటి అంటే Indian air force transforming for the future future కోసం మేము ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాం transforming for the future this is very important to know the theme next what about this new branch this new branch deals with the weapon systems air force యొక్క వెపన్ సిస్టమ్స్ గురించి ప్రత్యేకంగా డీల్ చేయడానికే ఈ బ్రాంచ్ని తయారు చేశాము ఇందులో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఉంటాయి సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ ఉంటాయి రిమోట్ కంట్రోల్డ్ పైలటింగ్ ఉంటుంది okay remote control pilot aircrafts those are simply drones handling surface to surface missiles surface to air missiles and weapon system operations అనేటివి ఈ యొక్క న్యూ బ్రాంచ్ కిందకి వస్తాయి ఇంతకుముందు పైలట్సే ఇవన్నిటిని కూడా చూసుకునేవారు but this is beyond their capability so ఇలా సెగ్మెంటేషన్ చేయడం ద్వారా ఈ రిక్రూట్ అయ్యేటటువంటి కొత్త ఎయిర్ ఫోర్స్ క్యాండిడేట్స్కి పైలట్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు so that's why this creation can save around rupees 3400 crores to reduce the expenditure on flying training okay so presently air ఫోర్స్లో ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటి ఏంటివండి నావిగేషన్ ఒకటి ఉంటుంది okay navigators pilot technical branch ground duty branches ఇలా administration logistics accounts and meteorology are the different branches of Air force when you see the history of Indian air force Indian air force ఒక హిస్టరీ చూసినట్టయితే as a said you it was established in the year nineteen thirty two okay nineteen thirty two during the world war two and Indian Air Force is the fourth largest air force in the world. We are the fourth largest. Where is the headquarter? New Delhi. Okay, Supreme Commander is the President of India. It is commanded by Air Chief Marshal. Okay, Air Chief Marshal will be the head. and next motto of Indian air force ఏంటంటే అండి touch the sky with glory ఇక్కడ మనకి ఎప్పుడైనా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోగో చూసినట్టయితే touch the sky with glory is the motto of Indian air force now when you do this Indian air force ఎప్పుడైనా ఏదైనా డిఫెన్స్ గురించి ఎక్స్క్లూజివ్గా ఇచ్చినప్పుడు every defence has its own commands ఆర్మీకి తనకంటూ కమాండ్స్ ఉంటాయి northern command eastern command western command same నావీకి కూడా ఉంటుంది అలానే ఎయిర్ ఫోర్స్కి ఉన్నటువంటి డిఫరెంట్ కమాండ్స్ గురించి నేర్చుకోవడం important commands are nothing but officers which take care of a certain region so central air command ఉంటుందండి this is in Prayagraj Uttar Pradesh okay eastern air command Shillong Meghalaya southern air command it is in Thiruvananthapuram Kerala okay south western air command this is in Gandhinagar Gujarat western air command this is in new delhi training command Bengaluru or Bengaluru next maintenance command వచ్చేసి నాగ్పూర్లో ఉంటుంది Maharashtra very important to note this down you can also expect a preliminary question from this next important current affair from defence is that Shanghai Cooperation organisations anti terrorist exercise is hosted by India సింపుల్గా అడుగుతారండి ఇటీవల కాలంలో షాంఘాయ్ కార్పొరేషన్ ఆర్గనైజేషన్ వారి యొక్క యాంటీ టెర్రరిస్ట్ ఎక్సైజ్ ఏ దేశంలో జరిగిందంటే అది మన భారతదేశంలో మాన్సర్ గ్రేసన్స్లో జరిగిందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి okay a week long joint anti terrorist ex terror exercise Manesar anti terrorist ఎక్సైజ్గా దీని పేరుంది ఏంటంటే this also called as Manesar anti-terror exercise okay we have concluded this exercise with uh, six members of the shanghai cooperation organization ఇందులో చైనా మరియు పాకిస్తాన్ పార్టిసిపేట్ చేయలేదు మిగతా కంట్రీస్ అన్ని పార్టిసిపేట్ చేశాయి okay representative from the counter terror forces of six countries that include republic of Kazakhstan Kyrgyzstan republic republic of Uzbekistan Tajikistan and Russian federation భారతదేశం నుంచి ఎన్ఎస్జి కమాండ్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసిందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే ఎన్ఎస్జి గార్డ్స్ ఓకే నా రిగార్డింగ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మనందరికి తెలుసు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం చదువుకుంటాం it was established in the year two thousand one okay today it has members around eight members we are in the Shanghai cooperation organization it started as a Shanghai five Shanghai ఫైవ్గా స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో రెండు వేల ఒకటో సంవత్సరంలో ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ని కలుపుకొని it evolved as Shanghai cooperation organization okay to the members are China Kazakhstan Kyrgyzstan Russia Tajikistan, Uzbekistan, India and Pakistan. Both India and Pakistan became members of Shanghai Cooperation Organization in the year 2017. This organization basically form to resolve the border issues ఎప్పుడైతే యూఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయిపోయిందో ఈ కంట్రీస్ అన్నీ కూడా ఫామ్ అయిపోయాయండి చైనాతో ఉన్నటువంటి బార్డర్ ఇష్యూస్ ఆయా కంట్రీస్ మధ్యలో ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ మరియు బార్డర్ ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకునేందుకు గాను ఈ ఆర్గనైజేషన్ ఫామ్ అయింది తర్వాత దీని యొక్క స్ట్రీమ్ని లేదా ఐడియాలజీని ఎక్స్పాండ్ చేస్తూ it also included fighting terrorism regional security counter American influence in central Asia are the major aims under this Shanghai cooperation organization recently Iran Shanghai cooperation ఆర్గనైజేషన్కి కంప్లీట్ మెంబర్గా అవ్వాలని కోరుకున్న తర్వాత టూ థౌజండ్ వన్ సమ్మిట్లో we we have given its full membership not yet completed process అనేది కంప్లీట్ కాలేదు okay in the same summit Saudi Arabia Egypt మరియు ఖతర్ ఈ త్రీ కంట్రీస్కి అబ్జర్వర్ స్టేటస్ ఇచ్చామండి so today the observer countries of Shanghai cooperation organization include Afghanistan Belarus Mongolia Egypt Saudi Arabia and Qatar are the observing countries so మరి షాంఘాయ్ కార్పొరేషన్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది ఉంది it's headquarter is in Beijing China in Beijing China don't confuse Shanghai ఉంది కాబట్టి షాంఘాయ్ చైనా పెడతాను wrong it's in Beijing China Shanghai cooperation ఆర్గనైజేషన్లో ఒక ప్రత్యేకమైన ఆర్గనైజేషన్ ఉందండి that is the regional anti terrorist structure దానికి సంబంధించిన ఎక్సర్సైజే ఈ యొక్క మేనేసర్ గ్రేసన్ ఎక్సర్సైజ్ అనమాట so that is call RATS regional anti terrorist structure దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ సిటీ అయినటువంటి తష్కేంత్లో ఉంది okay so official language Chinese and Russian okay it established in 2001 so more about this so is one of the world's largest regional organization with forty percent of the world population and thirty percent of the global GDP and it also has observer status Shanghai cooperation ఆర్గనైజేషన్కి ఐక్యరాజ్య సమితిలో యునైటెడ్ నేషన్లో అబ్జర్వర్ స్టేటస్ ఉందన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి more points I'm giving just because exams are getting complex and complex exams కాంప్లెక్స్గా ఉన్నాయి ఆప్షన్స్ ఎక్కువ ఇస్తున్నారు ఫిలిమ్స్లో సాల్వ్ చేసేందుకు వీలుగా ఉండేందుకే నేను మీకు ఇస్తున్నాను నెక్స్ట్ ఇంపార్టెంట్ డిఫెన్స్ ఎక్సైజ్ అండి టైగర్ ట్రంప్ ఎక్సైజ్ ఈ టైగర్ ట్రంప్ అనే ఎక్సర్సైజ్ uh, ఎవరి ఎవరి మధ్యలో జరిగిందండి it happen between India and USA it's a trilateral military exercise అంటే త్రివిధ దళాలు కూడా పార్టిసిపేట్ చేసేటటువంటి ఎక్సర్సైజ్ ఈ Tiger Triumph exercise where did it happen ఎక్కడ జరిగింది ఇప్పుడు తెలిసిపోయింది కదా ఒక point first Tiger Triumph exercise అని విన్నారు సరే ఎక్కడ జరిగింది భారతదేశంలోనే విశాఖపట్నంలో జరిగింది okay it happen in India eastern naval command Visakhapatnam Visakhapatnam okay in bay of Bengal it happen okay between which countries ఏ కంట్రీస్ మధ్య జరిగింది ఇండియా అండ్ యుఎస్ఏ మరి ఇది నావల్ ఎక్సైజా లేకుంటే డిఫ్ ఆర్మీ ఎక్సైజా లేకుంటే ఎయిర్ ఫోర్స్ ఎక్సైజా it's a trilateral defence exercise it's a military exercise okay నా So Tiger Trump is an exercise which was jointly conducted by United States of America and Indian militaries in Visakhapatnam, Andhra Pradesh. It's a tabletop simulation was organized in Eastern Naval Command. Eastern naval command యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే విశాఖపట్నంలో okay it comprehensively endeavoured for the India and US military and diplomatic representatives to provide coordination during disaster relief to the third national countries hit by super cyclone cyclones వచ్చిన సమయంలో థర్డ్ నేషన్ కంట్రీస్లో వారికి ఏ విధంగా హెల్ప్ చేయాలో దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అనేటివి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు ఓకే సో ద ఆబ్జెక్టివ్ ఏంటి ఈ యొక్క డిఫెన్స్ ఎక్సర్సైజ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి to streamline diplomatic, operational and logistic coordination between two countries while responding to disaster ఎక్కడైనా డిజాస్టర్ సంభవించినప్పుడు ఈ రెండు కంట్రీస్ యొక్క ఆర్మీస్ కానీ నేవీస్ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ వారి దగ్గర ఉన్న లాజిస్టిక్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం కోఆపరేషన్ చేసుకోవడం సైనర్జీగా పనిచేయడం అనేది దీని యొక్క ముఖ్యమైన aim around fifty individuals of India and USA took part in this exercise The 2022 edition of Tiger Trump exercise is the second joint exercise between India and USA which focus on disaster management. అయితే ద ఇనాగురల్ సెషన్ ఈ యొక్క టైగర్ ట్రంప్ వచ్చేసి ఫస్ట్ టైం మనం టూ థౌజండ్ నైన్టీన్లో చేసుకున్నామండి okay around at that time around five hundred US marine sailors around twelve hundred Indian soldiers కూడా పార్టిసిపేట్ చేశారు it is the first trilateral exercise between India and USA this is also important మొట్టమొదటి trilateral exercise between India and USA it is under the aegis of defence headquarter defence staff headquarter గారి ఆధ్వర్యంలో ఈ ఎక్సైజ్ అనేది జరిగింది some important points what are are the other exercise which India having with USA అంటే ఈ సంవత్సరంలోనే రెండు వేల ఇరవై రెండులోనే ఫిబ్రవరిలో ఇండియా మరియు యుఎస్ఏ అంటే మిలాన్ అనే ఒక నావల్ ఎక్సైజ్ ఉంటుందండి అది ఇండియాలో జరిగింది ఓకే సో ఆ యొక్క నావల్ ఎక్సైజ్లో యుఎస్ఏ పార్టిసిపేట్ చేసింది the USA participated in India led by by annual Milan exercise రెండు సంవత్సరాల కోసం జరుగుతుంది నెక్స్ట్ ఇన్ ఆగస్ట్లో యుఎస్కి చెందినటువంటి యుఎస్ఎస్ ఫ్రాంక్ కేబుల్ అనే ఒక షిప్ ఇండియాకి విజిట్ అయింది విశాఖపట్నంకి అక్కడ కూడా ఒక ఫార్మల్ ఎక్సర్సైజ్ అనేది మనం చేసుకున్నాం సెప్టెంబర్లో క్వాడ్ ఎక్సైజ్ని కూడా మనం యుఎస్ఏతో చేసుకున్నాం అనే విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి simply remember Tiger Triumph exercise ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది ఎవరి మధ్యలో జరుగుతుంది ఈ రెండు పాయింట్స్ కనుక మరియు ఎన్నో edition Is it the first edition, second edition, third edition? This Tiger Trump edition is the second edition. ఇలా మూడు పాయింట్లు గుర్తుపెట్టుకుంటే చాలు మీరు ఆప్షన్స్ సాల్వ్ చేయగలరు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎక్సైజ్ అండి ఇన్డిస్ట్రక్టబుల్ బ్రదర్హుడ్ ఇన్డిస్ట్రక్టబుల్ బ్రదర్హుడ్ అనేది ఒక ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎక్సైజ్ ఇది న్యూస్లో ఉంది దీనికి ఇండియాకి ఎటువంటి సంబంధం లేదు కానీ న్యూస్లో హైలైట్ అయింది కాబట్టి చెప్పాలి ఎందుకంటే మనం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి చదివాం సెంట్రల్ ఏషియా గురించి చదువుకున్నాం కాబట్టి this also makes a good point in diplomatic relations of India this indestructible brotherhood అనే exercise okay collective security treaty organization అనే ఆర్గనైజేషన్ యొక్క మెంబర్స్ మధ్యలో జరిగేటటువంటి ఎక్సైజ్ అండి ఇది కిర్గిస్తాన్లో జరగాల్సి ఉండే కిర్గిస్తాన్లో జరగాల్సి ఉండేది కానీ కిర్గిస్తాన్ వారు లాస్ట్ మూమెంట్లో ఈ ఎక్సైజ్ని క్యాన్సిల్ చేశారు ఎందుకంటే తనకున్నటువంటి బార్డర్ ఇష్యూస్ అక్కడ జరుగుతున్నటువంటి ఇంటర్నల్ ఇష్యూస్లో ఇతర కంట్రీస్ వాళ్ళు వేలు పెడుతున్నారని దానికి అగెనెస్ట్గా కిర్గిస్తాన్ అనేది స్టాప్ చేసింది కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ని మీరు ఈ మధ్య కాలంలో న్యూస్లో వింటూ ఉన్నారు ఎందుకు అంటే కజకిస్తాన్లో కజకిస్తాన్ గవర్నమెంట్కి అగెనెస్ట్గా ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు మనం కలెక్టివ్ సెక్యూరిటీ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ గురించి కరెంట్ అఫేర్స్లో చదువుకున్నాం జనవరిలో చదువుకున్నాం సో ఇలా ఈ న్యూస్లో ఉంది కాబట్టి దీని మెంబర్స్ ఎవరో కూడా తెలుసుకుందాం సో కిర్గిస్తాన్లో జరగాల్సినటువంటి a former Soviet union uh, republic called of the indestructible brotherhood twenty twenty two exercise indestructible brotherhood అనే ఎక్సైజ్ ఎక్కడ జరగాల్సి ఉండే అండి కిర్గిస్తాన్లో జరగాల్సి ఉండే అది స్టాప్ చేసింది బికాస్ uh, తనకున్నటువంటి డిప్లొమాటిక్ రిలేషన్ సరిగ్గా లేవు కాబట్టి so the exercise is joint military exercise involving army personnel from collective security treaty organization అనే ఆర్గనైజేషన్ అండి పంతొమ్మిది వందల తొంభైలో స్టార్ట్ అయినటువంటి ఈ ఆర్గనైజేషన్ రష్యాకి చెందినటువంటి పూర్వపు యుఎస్ఎస్ఆర్లో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్లో ఎప్పుడైనా డిస్టర్బెన్స్ జరిగితే దాన్ని కలెక్టివ్గా రిసాల్వ్ చేయడానికి అంటే కజకిస్తాన్లో ప్రజలు తిరుగుబాటు చేస్తే దాన్ని సప్రెస్ చేయడానికి కూడా వీళ్ళు ముందుకు వస్తారనమాట okay it's a six member security alliance ఎవరెవరు ఉంటారండి ఇందులో రష్యా ఉంటుంది బెలారస్ ఉంటుంది అర్మేనియా ఉంటుంది కిర్గిస్తాన్ ఉంటుంది Kazakhstan and Tajikistan are the members okay non members like Syria Serbia and Uzbekistan were also invited to this military exercise కానీ అన్ఫార్చునేట్లీ ఇది హోల్డ్లో పడిపోయింది ముఖ్యంగా తజకిస్తాన్ మరియు కిర్గిస్తాన్ మధ్యలో జరిగినటువంటి బార్డర్ ఇష్యూ వలన ఇది ఆగిపోయిందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి so next important current affair అండి sixty years of Indo China war భారతదేశానికి మరియు చైనాకి మధ్యలో పంతొమ్మిది వందల అరవై రెండులో ఇండో చైనా వార్ జరిగిందన్న విషయం మనందరికీ తెలుసు నేటికి అది జరిగి అరవై సంవత్సరాలు అవుతుందన్నమాట నాడు ఈ వార్ జరిగిందండి ఈ వార్ జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే ఎస్పెషల్లీ రిగార్డింగ్ బార్డర్ డిస్ప్యూట్ వల్ల జరిగింది ఓకే ఆనాడు మక్మోహన్ లైన్ అనే ఒక లైన్ ఉంటుందండి that is the border between India and the then Tibet so ఇండియాకి స్వతంత్రం రాకముందు మనకు అసలు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా చైనాతో అసలు బార్డర్సే లేవు మనకున్నటువంటి బార్డర్స్ అన్నీ కూడా టిబెట్తో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో టిబెట్ని చైనా అనేది పూర్తిగా ఆక్రమించుకుంది ఆక్రమించుకున్న తర్వాతే చైనాకి మరియు భారతదేశానికి బార్డర్ అనేది స్టార్ట్ అయింది ఆనాడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో దళైలామా గారు టిబెట్ నుంచి ఇండియాకి ఎక్సెల్గా వచ్చారు ఇండియా వారికి స్థానాన్ని ఇచ్చింది వారికి ప్రొటెక్షన్ కలిగించింది కాబట్టి దానికి అగెనెస్ట్గా చైనా చేసినటువంటి ఒక టార్గెటే ఈ యొక్క nineteen sixty two war nineteen sixty two వార్లో ఫోకస్డ్ ఏరియాస్ వచ్చేసి ఇప్పుడు లడాక్ నాట్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అక్సాయ్ చిన్ ప్రాంతం ఓకే అలానే అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలని ఆక్రమించాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు so these are some point of clashes between India and China okay so like you have Galwan valley clashes twenty ట్వంటీలో జరిగినటువంటి గల్వాన్ వ్యాలీ క్లాషెస్ ఎక్కడైతే మన జవాన్లు మరణించారో ఆ క్లాషెస్ కానివ్వండి అండ్ యూ హ్యావ్ లడాక్ సెగ్మెంట్లో అరుణాచల్ సెగ్మెంట్లో మరియు సెంట్రల్ సెగ్మెంట్ కూడా ఉంటుందండి హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కూడా తన ఉనికిని చాటుకోవడానికి ఎప్పటికప్పుడు చైనా ప్రయత్నిస్తూనే ఉంటుంది so it was on October twenty nineteen sixty two the Chinese people liberation army invaded India and inflicted major casualties మనం ఓడిపోయినటువంటి ఏకైక వార్ అంది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఓకే సో ఈ వార్లో అక్సైచిన్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది చైనా ఆల్మోస్ట్ అరౌండ్ uh, పద్నాలుగు వేల ఐదు వందల స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాని తన ఆధ్వర్యంలో పెట్టుకుంది sixty years of battle of Walong ఇక్కడ లడాఖ్లో మన వాళ్ళు కాశ్మీర్లో గొడవ పడుతుంటే అటు అరుణాచల్ ప్రదేశ్లో కేవలం ఇరవై ఏడు వంద నెంబర్స్ సంఖ్యలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రేసన్ పూర్తి అరుణాచల్ ప్రాంతాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నించింది అదే battle of Valgan, Battle of Valgan. This is very very famous in which Indian soldiers showed a great valor. Indian soldiers showed a bloody nose to the Chinese in the Battle of Valgan. The brave hearts were held held back the Chinese troops for 27 days forcing the Chinese general to deploy the reserve division from Tawang to Valong. Okay చైనీస్ని ఆపినందుకు గాను ఈ బ్యాటిల్ ఆఫ్ వలాంగ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి next important current affair is next defence exercise call called మార్ ఆర్ ఇప్స్ మార్ that is India Brazil and South Africa maritime exercise which conducted in South Africa South ఆఫ్రికాలో జరిగిందండి ఇప్స్ మార్ సెవెంత్ ఎడిషన్ ఇది ఎన్నో ఎడిషన్ అండి seventh edition IBSAMAR seventh edition the seventh edition of India Brazil South Africa maritime ఎక్స్ exercise a joint joint multinational maritime exercise among which countries IBSA countries అంటాం ఐబిఎస్ఏ గురించి నేను సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్లో చెప్పాను ఇంటర్నేషనల్ రిలేషన్స్లో please go back there and read them if you don't find September current affairs in the YouTube మీకు మన యాప్లో సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ దొరుకుతాయండి you can go in to the app and find them okay so where did it happen ఎక్కడ జరిగింది ఈ ఎక్సర్సైజ్ మరి తెలుసుకోవాలి కదా జరిగింది అక్టోబర్లో జరిగింది ఎక్కడ సౌత్ ఆఫ్రికాలోని పోర్ట్ ఎలిజబెత్ దాన్నే port Gqeberha okay Gqeberha or Gqeberha something I'm if I'm wrong in pronunciation I'm sorry so Indian navy నుంచి నావీకి చెందినటువంటి ఐఎన్ఎస్ తార్కాష్ అనే ఒక ship okay missile guided frigate అండి అలానే చేతక్ హెలికాప్టర్స్ అలానే మెరైన్ కమాండోస్ మార్కోస్ అనే ఒక స్పెషల్ ఫోర్స్ ఉంటుందండి మెరైన్ కమాండోస్ అని పిలుస్తాం వారిని ఈ మెరైన్ కమాండోస్ ఐఎన్ఎస్ తార్కాష్ మరియు చేతక్ హెలికాప్టర్స్ అన్నీ కూడా పార్టిసిపేషన్ చేయడానికి వెళ్ళాయి the objectives of the exercise include strengthening maritime relations promoting joint operation military training combating maritime crimes securing sea lines of communication and enhancing interoperability to pursue common evaluations at the sea okay మంచి కోఆర్డినేషన్ ఇంట్రాక్షన్ అలానే అక్కడ ఉన్నటువంటి ట్రేడ్ జోన్స్ని కాపాడుకోవడమే ఎక్సైజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే ద ఫస్ట్ ఎక్సైజ్ ఈ యొక్క ఫస్ట్ ఎడిషన్ ఏ సంవత్సరం జరిగింది IBSMR in India Brazil South Africa maritime exercise first edition జరిగింది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో అండి దీని యొక్క సిక్స్త్ ఎడిషన్ జరిగింది కూడా సౌత్ ఆఫ్రికాలోనే టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ బయాన్యువల్ ఎక్సైజ్ రెండు సంవత్సరాల ఒక్కసారి జరుగుతుంది biennial I'm sorry in two thousand sixteen fifth edition also happen between these three countries where trilateral exercises involving the participation of naval vessels aircraft and special forces started for the first time fifth edition నుంచి కాంప్లెక్స్ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ని స్టార్ట్ చేసుకున్నాం సో లాస్ట్ ప్రీవియస్ ఎడిషన్ కూడా సౌత్ ఆఫ్రికాలోని సైమన్స్ టౌన్లో జరిగిందన్న విషయాన్ని నోట్ చేసుకోండి next very important current affair అండి డిఫెన్స్ పరంగా INS Arihant this is India's first nuclear power nuclear powered submarine అలానే కాకుండా బలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ కూడా okay ballistic missile launchable submarine అయినటువంటి ఐఎన్ఎస్ అరిహంత్ నుంచి సక్సెస్ఫుల్గా ఒక బలిస్టిక్ మిసైల్ని లాంచ్ చేశాం అందుకు ఇది న్యూస్లో ఉంది INS Arihant carries out successful launch of submarine launched ballistic missile submarine launched ballistic missile టెస్ట్ని సక్సెస్ఫుల్గా క్యారీ చేసింది ఐఎన్ఎస్ అరిహంత్ ఐఎన్ఎస్ అరిహంత్ అండి ఈ ప్రాజెక్ట్ని రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ చేసాం మనం around two thousand nine we started building INS Arihant and it was inducted into the Indian navy very secretly okay so let's learn more about that also INS Arihant is the India's first indigenously built nuclear powered ballistic missile capable submarine nuclear పవర్తో పవర్ అవుతుంది ఓకే న్యూక్లియర్ ఎనర్జీతో పవర్ అవుతుంది ఈ యొక్క అరిహంత్ అనేది so India had developed a range of K family submarine launched ballistic missiles ఎక్కడైనా కూడా మీరు సింపుల్గా కే మిసైల్స్ అని ఉంటే కే మిసైల్స్ అని అంటే దాని అర్థం ఏంటండి సబ్మెరైన్ లాంచ్డ్ మిసైల్స్ అని అర్థం K missiles okay the ministry of defence announced that indigenous ballistic missile nuclear submarine that is INS Arihant has successfully demonstrated or launched the nuclear capable submarine launched ballistic missile in Bay of Bengal with very high accuracy ఎక్కడ జరిపాము ఈ ఎక్సర్సైజ్ అని ఎప్పుడన్నా అడిగితే జరిపింది బే ఆఫ్ బెంగాల్లో ఈ యొక్క టెస్టింగ్ అనేది జరిగింది కొంత important knowledge regarding INS Arihant it was launched in the year two thousand nine and commissioned in the year two thousand sixteen INS Arihant వచ్చేసి సీక్రెట్గా లాంచ్ చేసినటువంటి ప్రాజెక్ట్ దీని యొక్క ఐడియాలజీ వచ్చేసి నైన్టీన్ నైంటీస్లో ఇనిషియేటివ్గా తీసుకున్నటువంటి సీక్రెటివ్ అడ్వాన్స్ టెక్నాలజీ వెస్సిల్ అనే ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేశామండి ఐఎన్ఎస్ అరిహంత్తో పాటు ఇంకో సబ్మెరైన్ కూడా భారతదేశం బిల్డ్ చేస్తుంది దాని పేరే INS Ari Arighaat okay I will show you that also okay see INS Arihant is a class of submarines classified as a SSBN SSBN అంటే these are ballistic capable submarines అనమాట బలిస్టిక్ మిసైల్ని లాంచ్ చేసే కేపబుల్ ఉన్నటువంటి ఒక సబ్మెరైన్స్ బలిస్టిక్ మిసైల్ అంటే ఏంటండి మీకు ఆల్రెడీ చెప్పాను క్రూజ్ మిసైల్కి బలిస్టిక్ మిసైల్కి బలిస్టిక్ మిసైల్ అంటే భూమి నుంచి భూమి కక్ష నుంచి బయటికి వెళ్ళిపోయి అంటే అంతరిక్షంలోకి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి భూమి పైనకి వస్తుందన్నమాట it is going into the space and then comes into the atmosphere back and hits its target okay so if this is earth so if this is earth it get launched into the atmo into the space okay if this is atmosphere space మళ్ళీ తిరిగి భూమి పైకి వస్తుంది అనమాట these are called ballistic missiles they follow a trajectory or a parabolic path So while the Navy operates the vessel, the operations of uh, submarine launched ballistic missiles are under the purview. ఎవరు ఈ యొక్క సబ్మెరైన్ని నావీ వారే ఆపరేట్ చేస్తారు కానీ ఈ మిసైల్స్ లాంచింగ్ చూసుకునే ఎవరు అంటే Indian strategic forces command which is under the nuclear command authority ఇది ప్రైమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఉంటుందండి the second submarine under this secretive advance technology project ఏంటంటే అండి in the Arihant classes INS Arighaat INS Arighaat దీన్ని ఆల్రెడీ సీక్రెట్గా లాంచ్ చేసాం టూ థౌజండ్ సెవెంటీన్లో ఇది సీ ట్రయల్స్లో అండర్ గోయింగ్గా ఉంది పూర్తిగా అయితే ఇండక్ట్ కాలేదు so last but not least very important current affair is that that recently Indian ఇండియాలో ఒక కొత్త హెలికాప్టర్ని లైట్ కాంబాట్ హెలికాప్టర్ని లాంచ్ చేశారండి ఇండియన్ ఆర్మీలో మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో so that light combat helicopter is named as Prachand light combat helicopter Prachand దీన్ని తయారు చేసింది ఎవరు లైట్ కాంబాట్ హెలికాప్టర్ ప్రచండ్ని తయారు చేసింది Hindustan Aeronautics Limited or HAL it is the only helicopter in the world ప్రపంచంలోనే ఇది ఏకైక హెలికాప్టర్ ఏదైతే ఐదు వేల అడుగుల ఎత్తులో సైతం టేక్ ఆఫ్ చేయగలిగినటువంటి కెపాసిటీ కలిగినటువంటి ఏకైక లైట్ కాంబాక్ట్ హెలికాప్టర్ ఏదైనా ఉందంటే అది ప్రచండ్ సి Prachand is a light combat helicopter designed and developed by Hindustan Aeronautics Limited A fleet of four helicopters was inducted into the Indian Air Force. Where were these inducted now? ప్రస్తుతం అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కానీ ఫ్యూచర్లో దీనికి సంబంధించినటువంటి దాదాపు తొంభై నాలుగు తొంభై ఏడు హెలికాప్టర్స్ని ఆర్మీలో ఇండక్ట్ చేయాలని చెప్పేసి ప్లాన్లో ఉన్నామన్నమాట okay induct into Indian air force in the newly rise number one forty three helicopter unit on October third Prachand is the India's first indigenous multi role combat helicopter భారతదేశపు మొట్టమొదటి multi role combat helicopter is Prachand important note down okay Prachanda simply so the light combat helicopter is the only attack helicopter in the world చెప్పాను కదా only attack helicopter in the world Prachanda is the only attack helicopter in the world which can take off at the altitude of five thousand metres ఎత్తులో సైతం అది టేక్ ఆఫ్ చేయగలడు and considerable load of weapons and fuel అంటే సియాచిన్ గ్లేషియర్ ప్రాంతాల్లో చైనాతో మనకి యుద్ధం జరిగే ప్రాంతాల్లో కశ్మీర్ వంటి ప్రాంతాల్లో కూడా ఈ హెలికాప్టర్ని యూజ్ చేసి మనం లోడ్స్ని పంపవచ్చు కాంబ్యాట్ కూడా చేయవచ్చు అన్న విషయాన్ని ఇక్కడ మీరు నోట్ చేసుకోవాలి what are the specialities of this Prachanda ప్రచండలో ఉన్నటువంటి క్యాబిన్ ఏదైతే ఉందో పైలట్కు ఉన్నటువంటి క్యాబిన్ ఏదైతే ఉందో it is protected from chemical nuclear weapons okay the pressurized cabin offers protection from nuclear biological and chemical contingencies chemical war jargina biological war jargina nuclear war jargina పైల్ క్యాబిన్లో ఉన్నటువంటి పైలట్కి ఎటువంటి హాని కలగకుండా దాంట్లోంచి దూసుకెళ్ళగలిగినటువంటి helicopter and it has radiation absorbing capacity radar absorbing మెటీరియల్తో తయారు చేయబడింది అంటే ఎనిమి యొక్క రేడార్ సైతం తన ఉనికిని చాటకుండా అటాక్ చేయగలిగే కెపాసిటీ మన ఉంది helicopter uses radar absorbing material and low లేడా radar signature and significantly crash proof structure including gear crash అవ్వడానికి కూడా ఛాన్సెస్ లేవు helicopter is equipped with counter measures dispensing system that protect it from the enemy radars or infrared seekers of the enemy okay ఈ యొక్క లైట్ కాంబాక్ట్ హెలికాప్టర్లో రెండు ఫ్రెంచ్ ఫ్రెంచ్ ఇంజన్స్ ఉంటాయండి two French origins Shakti engines ఉంటాయి okay so it can go with a maximum speed of two hundred and eighty eight kilometres per hour okay a combat radius of 500 kilometers which can go up to a service ceiling of 21,000 feet uh, taking the ideal operation in Siachen. Siachen glacier దగ్గర కూడా యుద్ధం చేయగలిగినటువంటి కెపాసిటీ ప్రచండ్కు ఉంది so this is how Prachanda looks like okay ప్రచండాలో చూసినట్టయితే air to air missile system ఉంటుంది అలానే రాకెట్ లాంచింగ్ పాడ్ ఉంటుంది అలానే మీకు సెవెంటీ ఎంఎం క్యాలిబర్ కలిగినటువంటి ఒక gun good sorry twenty MM calibre కలిగినటువంటి గన్ ఓకే రేడార్ అలానే ఒక లైవ్ కెమెరా కూడా ఉంది okay solid state digital video recorder electro optical pod and even you have helmet mount display system this is helmet mount display system okay so this is very very important current affair my friends so ఇంతటితో మనం డిఫెన్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్ ముగిస్తూ I hope you are enjoying our classes thank you for watching our video this is Nikhil from Achievers Academy thank you